hi friends welcome to my channel Karthika Puranamu పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చెప్పినటువంటి ఉపదేశము ఇంతకు ముందర అధ్యాయంలో స్తంభం నుంచి ఉద్భవించినటువంటి ఉద్భూత పురుషుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పమని మునులు అంగీరస మహాముని అడగ్గా ఆయన ఈ విధంగా చెప్పుచున్నారు ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగినటువంటి సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మబంధము కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్థిదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మానగా ఈ శరీరమునకు అహంకారము ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మే అని భావించుచుంటిని కనుక ఇంకనో వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానం నాకు పాదార్థ జ్ఞానం నాకు కారణమగుచుండును అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభంతో అంగీరసుడు ఈ విధంగా చెప్పాను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచిదానంద రూపమైన పరమాత్మ నహ అని శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారములందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూ ఉండేదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి ఇటు ఇట్టి నాకు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి ఎందును కూడా నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటరాయిని అంట పెట్టుకుని తిరుగునట్టులా శరీరేంద్రియాలు వేణిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అనునదియే ఆత్మ దీపము గాజుగుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లుగా ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ ఒకటి వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది పరమాత్మాని అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందు త్వం అనే పదమునకు కించిత్ జత్వాది విశిష్టమందు జీవాత్మ అనే అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞత్వాది గుణ విశిష్టమైనటువంటి సచిదానంద స్వరూపం అనే అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకతత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటే నిలిచి ఉండును అదే ఆత్మ దేహ లక్షణములుండుట జనించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదు వేదముల్లో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదా లేదా అనేది ఏ విధంగా గ్రహిస్తామో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మను తెలుసుకొనును జీవుల చేత కర్మఫలము అనుభవింపచేసేవాడే పరమేశుడనియు జీవులు కర్మఫలం అనుభవింతుడని కూడా తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తులు కలవాడే గురు శుశ్రూషనొనర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలిచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందును అందువలన సత్కర్మానుష్ఠానములు తప్పనిసరిగా చేయవలను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరస మహాముని చెప్పగా ధనలోముడు నమస్కరించి ఈ విధంగా చెప్పెను కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణము ఏతత్ఫలం కృష్ణార్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు